దేవ నామానికి మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు ఏంటంటే యేసు ప్రభు వారి పేరట మరోసారి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను కొన్ని నిమిషాలు ఈ పగటి వేళ దేవుని వాక్య భాగంలో నుంచి ధ్యానిద్దాం సమయం ఎక్కువ లేదు కనుక ప్రభు మన మధ్య ఉంది కనుక చాలా త్వర త్వరగా వెళ్తాను మొత్తం వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదువుతాం మత్తైసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుని వాక్య భాగాన్ని దీవించిన కాక ఇప్పటి వేళ మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు హీఈస్ పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు గనుక దేవుడే ఉంటున్నాడు అంటే మనల్ని కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు హలలుయా ఆ వాక్య భాగాన్ని రెండు విధాలుగా మనం విభజించగలిగినట్లయితే మనం ఎందుకు పరిపూర్ణులుగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మన దేవుడు పరిపూర్ణుడు ఆమెన్ ఆయన మాటలో పరిపూర్ణత ఉంది ఆయన క్రియలలో పరిపూర్ణత ఉంది అవన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక చాలా త్వరగా వెళ్తాను ఆయన ఒక మాట ద్వారా ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ ఆకాశాన్ని భూమిని సర్వ నక్షత్రాలని సృజించినప్పుడు అవన్నీ కూడా దేవుడు ఒక పర్ఫెక్ట్ తన మాట ఒక్క వాక్కు చేత ఆయన పరిపూర్ణతలో సృష్టించాడు హలలుయా ఈ పరిపూర్ణత అనే మాట మన తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒక చోట పరిపూర్ణత అని వాడబడింది మరొక చోట సంపూర్ణత అని వాడబడింది కానీ ఇంగ్లీష్లో ఒకే మాట వాడబడింది పర్ఫెక్ట్ మన దేవుడు పర్ఫెక్ట్ మన దేవుడు పరిపూర్ణుడు ఆయన మాటలో పరిపూర్ణత ఉంది ఆయన క్రియలలో పరిపూర్ణత ఉంది ఆయన మన కొరకు ఏర్పాటు చేసే మార్గాలలో పరిపూర్ణత ఉంది హలలుయా ఆయన గురించి మనం బైబిల్లో చదివితే ఆయన గురించి ఏముంటుందంటే హీఈస్ అన్ ఓమ్నీషియంట్ అంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు అంటే జ్ఞానంలో ఆయనంత పరిపూర్ణుడు మరెవరు ఈ లోకంలో లేరు ఆయన ఓమ్నిపోటెంట్ అంటే ఆయన సర్వశక్తుడైన వాడు అంటే ఆయనంత శక్తిమంతుడు ఈ భూప్రపంచంలో మరెవరు లేరు ఆయన ఓమ్ని ప్రెసెంట్ అంటే సర్వవ్యామి అయినటువంటి వాడు ఆయన సర్వములో అన్నిటిలో ఉన్నవాడై ఉన్నాడు హలలుయ ఆయన అన్నిటిలో కూడా పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న ఏ దేవుళ్ళని ఏ దేవతల్ని మనం గమనించినా ఆయన వంటి పరిపూర్ణత ఆయన వంటి పర్ఫెక్షన్ మనకి ఏ దేవునిలోనూ కనబడదు మనం ఆరాధించే దేవుడు పర్ఫెక్ట్ గనక మనం ఆరాధించే దేవుడు పరిపూర్ణుడు గనక దేవుడు అంటున్నాడు మనం కూడా ఎలా ఉండాలి పరిపూర్ణత కలిగి ఉండాలి హలలుయా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు పరిపూర్ణుడు లేకపోతే సంపూర్ణుడు మరి క్రొత్త నిబంధనకు వస్తే దేవుని కుమారుడు కూడా ఎలాగున్నాడంటే పరిపూర్ణుడైన వాడై ఉన్నాడు హలలు ఎతరతరగా చదువుదాం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనము హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పదవ వచనం ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని నిమిత్తము సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను అంటే మనలను మహిమలోనికి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అంటే యేసు ప్రభువును శ్రమల ద్వారా ఎలా చేయుట సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడం వెనుకున్న దేవుని చిత్తం ఏంటంటే యేసు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు సంపూర్ణునిగా చేయబడాలి తర్వాత వాక్యం ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన హెబ్రి పత్రికలోనే ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు ఏమయ్యాడంట కారకుడు పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు క్రొత్త నిబంధనలోనికి వస్తే ఆయన పంపిన తన సొంత అద్వితీయ కుమారుడు ఏ విధంగా ఉన్నాడంటే పరిపూర్ణుడై ఉన్నాడు లేకపోతే సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఉన్నాడు ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఉన్నాడు గనుక ఎవరైతే ఆయనకు విధేయులై ఉంటారో వారు కూడా పరిపూర్ణులై ఉండాలని దేవుని వాక్యాలు మనకి పగటి వేళ నేర్పిస్తున్నాయి ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కూడా హెబ్రి పత్రికలో చదువుకుని ముందుకు వెళ్దాం ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము అంటే ప్రభు నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక చాలు ఈ రెఫరెన్స్లన్నీ ఈ వాక్య భాగాలన్నీ మనకి ఏంటంటే దేవుని కుమారుడైన యేసు ప్రభు ఏమై ఉన్నాడు సంపూర్ణుడై ఉన్నాడు ఆయన పర్ఫెక్ట్ అయి ఉన్నాడు పాత నిబంధనలు తండ్రి ఏంటంటే దేవుడు మన దేవుణ్ణి మనము ఆయన పరిపూర్ణునిగా మనం చూడగలము క్రొత్త నిబంధనలో ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని సంపూర్ణునిగా లేకపోతే పరిపూర్ణునిగా మనము చూడగలము అయితే ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలోనికి వస్తే ఆ దేవుడు మనం ఆరాధించే ఆ దేవుడు పరిపూర్ణుడు గనుక లేకపోతే ఆయన సంపూర్ణుడు అయినాడు గనుక ఆయన పర్ఫెక్ట్ గనుక మనం కూడా ఏ విధంగా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పగటి వేళ కోరుతూ ఉన్నాడు హలలుయా నేను త్వరగా ముందుకు వెళ్తాను అయితే వేటి విషయాల్లో మనం పరిపూర్ణులుగా ఉండగలము వేటి విషయంలో మనం పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు మన ఎడల ఆశిస్తున్నాడు అనేక విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కానీ ఆ వార్త ఐదవ అధ్యాయం మొత్తం మీద యేసుప్రభు వారు కొండ మీద చేస్తున్న ప్రసంగాన్ని మనం గమనించగలము అవన్నీ ఒక్కొక్కటిగా వివరించగలిగితే అవన్నీ వివరించిన తర్వాత యేసుప్రభు వారు ఆ అధ్యాయంలో ఆఖరిగా అంటున్నారు కాబట్టి మీరు ఎలాగ ఉండాలి అంటే పరిపూర్ణులుగా ఉండాలి అంటే ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాలన్నీ కూడా మనం పరిపూర్ణులుగా తీర్చబడటానికి మనం పర్ఫెక్ట్గా మార్చబడటానికి దేవుడు చేసిన ఉపదేశాలే ఆ ఐదవ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా హలలుయా అయితే వాటన్నిటిని చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక ఒక్క విషయాన్ని ఆస్వాదం చేసుకుని మాత్రం నేను పగటి వేళ మాట్లాడతాను మొదటిలో మొదటిగా మనము దేవుని ప్రేమలో పరిపూర్ణులుగా ఉండాలి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలోనికి వద్దాం కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఏం చేయాలంట పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలి ధరించుకోవాలి అంటే ప్రేమ పరిపూర్ణతకు దారి తీస్తుంది మనం పరిపూర్ణులుగా మార్చబడాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమ లేక క్రీస్తు ప్రేమ మనలో ఉన్న పరిపూర్ణతకు నూరు శాతం పర్ఫెక్షన్కు మార్చబడటానికి ఈ ప్రేమ కారణమవుతుంది హలలుయ ఆ మాట ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఆ పన్నెండో వచనంలో నుంచి మనం చూసుకోవాలి దానికి ముందు అసలు ఆ కొలసి పత్రిక అపోస్తులుడైన పౌలు రాయడానికి వెళ్ళ కారణాన్ని మీ ముందు ఉంచుతాను ఈ కొలసి సంఘాన్ని మనం గురించి ఆలోచన చేసినట్లయితే పౌలు అపోస్తల కార్యాలు మనం చదివితే మూడు మిషనరీ ప్రయాణాలు చేస్తాడు అందులో మొట్టమొదటి మిషనరీ ప్రయాణ యాత్రలో ఎఫ్ఎస్ అనే ప్రాంతానికి పౌలు వచ్చి అక్కడ మూడు సంవత్సరాలు ఎఫ్ఎస్ ప్రాంతంలో ఉండి అక్కడ స్వార్థ పరిచర్య చేస్తాడు ఆ మూడు సంవత్సరాలు ఎఫ్ఎస్ ప్రాంతంలో ఎఫ్ఎస్ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉండగా ఎపఫ్రా అనే ఒక వ్యక్తి కొలస్సి పట్టణం నుంచి ఎఫ్ఎస్ పట్టణానికి తన వ్యాపారం నిమిత్తం వస్తాడు అలా వ్యాపారం నిమిత్తం వచ్చిన ఎఫప్రా ఈ పౌలు యొక్క బోధలు విని పౌలు యొక్క స్వార్థను విని దేవునిలోనికి చేర్చబడతాడు లేకపోతే క్రీస్తులోనికి చేర్చబడతాడు ఆ విధంగా సువార్త పొందిన ఎపఫ్రా తిరిగి కొలసి ప్రాంతానికి వెళ్ళి తిరిగి కొలసి పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని బోధను దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభిస్తాడు ఆ విధంగా కొలసి పట్టణంలో కొలసి సంఘము స్థాపించబడుతుంది కొలసి పట్టణంలో ఆ కొలసిలో కొలసి సంఘము స్థాపించబడుతుంది అలా స్థాపించబడిన కొలసి సంఘంలో అంటే క్రొత్తగా పుట్టినటువంటి సంఘంలో యవ్వన సంఘంలో అనేకమైనటువంటి తప్పుడు బోధలు చోటు చేసుకుంటాయి ఆ రెండవ అధ్యాయం మనం మొత్తం చదివితే ఆ నాడు కొలసి పట్టణంలో కొలసి సంఘానికి ఎదురైనటువంటి అనేక తప్పుడు బోధల గురించి పౌలు వివరిస్తాడు అన్నపానములు పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు జీవిస్తే చాలు అనే బోధలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత చదివితే అమావాస్య విశ్రాంతి దినము అనే ఇటువంటి లోక ఆచారాలు ఆచరించవచ్చు అనే దుర్ప్రచారం మొదలవుతుంది దేవత ఆరాధన చేయవచ్చు అనే అనే బోధ ప్రారంభమవుతుంది ఆ రెండో అధ్యాయం ఇరవై వచ్చినలో మనం చూసినట్లయితే అంటచబిలిటీ అంటే చేత పట్టుకొనవద్దు రుచి చూడకూడదు ముట్టుకొనకూడదు ఇటువంటి లోకపరమైనటువంటి ఎన్నో దుర్ప్రచారు కొలసి సంఘంలో తలెత్తుతాయి అటువంటి సంఘంలో అటువంటి యవన సంఘంలో నూతనంగా ప్రారంభింపబడిన సంఘంలో ఇటువంటి దుర్ప్రచారాలు ప్రారంభమైనప్పుడు ఈ ఎఫ్ఎప్రా ఏం చేస్తాడంటే ఆ మొదటి పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం అయిపోయిన తర్వాత మరలా రెండవ మిషనరీ ప్రయాణంలో మరలా ఈ ఎఫ్ఎస్ ప్రాంతానికి మరలా పౌలు వచ్చినప్పుడు ఈ ఎఫప్రా ఏం చేస్తాడంటే కొలసి పట్టణం నుంచి మరలా ఎఫ్ఎస్ పట్టణానికి పౌలను కలుసుకోవాలని చెప్పి ఎఫ్ఎస్ పట్టణానికి చేరుకుంటాడు ఆ విధంగా చేరుకున్న ఎఫఫ్రా ఈ విషయాలన్నీ కొలసి సంఘంలో ఏర్పడినటువంటి తప్పుడు బోధలు కొలసి సంఘంలో తలెత్తినటువంటి ఇటువంటి దుర్బోధలన్నీ కూడా పౌలుకి ఏం చేస్తాడంటే వివరించడం జరుగుతుంది ఆ విధంగా పౌలు కొలసి సంఘానికి ఈ లేఖ రాస్తాడు ఇది ఆ కొలసి పత్రిక రాయడానికి గల వెనక గల కారణము ఇవన్నీ ఇటువంటి దుర్బోధలను వెంబడించి కొలసి సంఘంతో పౌలు అంటున్నాడు మీరు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు కానీ మూడవ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు ఏం చేయాలంటే మీరు వెతికే స్థితిలోనికి ఉండాలి అదే క్రైస్తవుని యొక్క అనుభవము అదే ఒక ఆత్మీయుని యొక్క అనుభవము మీరు భూ సంబంధమైన వాటి మీద మనసుంచగా మీరు ఏం చేయాలంటే పైనున్న వాటి మీద మనసుంచేవారిగా ఉండాలి అదే ఒక ఆత్మీయుని యొక్క లక్షణం అని చెప్పి మూడవ అధ్యాయం నుండి ఆ కొలసి సంఘంతో పౌలు రాస్తూ ఉంటాడు హలలుయ అలా రాసుకుంటూ వచ్చి పన్నెండవ వాళ్ళు అంటాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు చాలు ఇక్కడ కొలసి సంఘస్థులతో పౌలు అంటున్నాడు మీరు ఎలాంటి వారంటే మీరు ఏర్పరచబడిన వారు మీరు పరిశుద్ధులు అలాగే మీరు ఎవరంటే ప్రియులైన వారు you are a chosen people of God దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు ఈ భూలోక సంబంధమైనటువంటి దుర్ప్రచారం వెనుక వాటి మీద మనసుంచదని పౌలు అక్కడ కొలసి సంఘంతో హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ విధంగా చెప్పి మీరు పైనున్న వాటిని వెతకాలని చెప్పి ఏంటి ఆ పైన వాటిని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ పదవచనంలో అంటాడు పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి ఈ విషయాలన్నీ వివరించుకుంటూ వస్తూ ఆ నవీన స్వభావం ఏంటి ఆ పైన వాటిని వెతకడం అంటే అర్థమేంటో ఆ పన్నెండవ వచనంలో నుంచి అపోసలుడైన పౌలు మొదలెడతాడు మీరు ఏర్పరచబడిన వారు గనక మీరు పిలువబడిన సంఖ్యలో ఉన్నారు గనక మీరు ప్రియులైన వారికి తగినట్లుగా ఉండాలి అంటే మీరు ఏ విధంగా ఉండాలి అంటే జాలిగల మనస్సు చదువుదాం దయాళత్వము వినయమును ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ఏం చేయాలంట క్షమించాలి హలలుయా ఇక్కడ చాలా విషయాలు పోవాలి అక్కడ చెప్తున్నాడు జాలి గల మనసు కలిగి ఉండాలి దయాళత్వం కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి సాత్వికం కలిగి ఉండాలి గెలతి పత్రికలు అనుకుంటా ఆత్మఫలములు చెప్పినప్పుడు కూడా ఇవే విషయాలు అక్కడ పౌలు రాస్తూ ఉంటాడు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాడంటే దాని అర్థం ఏంటంటే ఇటువంటి స్వభావ లక్షణాలు లేకపోతే నవీన స్వభావము ఆ ఆత్మీయుని జీవితంలో ఉండాలి హలలుయ ఈ స్వభావాలు అతని జీవితంలో కనబడట్లేదు అంటే అతడు నవీన స్వభావాన్ని ఇంకా పొందుకున్నవాడు కాదని పౌలు ఖచ్చితంగా అక్కడ హెచ్చరిస్తున్నాడు హలలుయా ఇక్కడ ఎవడైనానో ఒకవేళ మీకు హాని చేశాడని మీకు అనిపిస్తే మీరేం చేయాలంట ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించాలి అదే క్రైస్తవ అనుభవము మనము మనకి ఎవరైనా హాని చేస్తే దాన్ని ఏం చేస్తామంటే మనసులో పెట్టుకొని దాన్ని పెద్దది చేసుకుంటూ ఉంటాము నెలలు గడిచినా సంవత్సరాలు గడిచినా ఆ బాధ మనలో నుండి పోదు ఆ బాధ కోపంగా మార్చబడుతుంది ఆ కోపము పగగా మార్చబడుతుంది ఆ పగ గొడవలకి జగడములకి కారణంగా మార్చబడుతుంది హలలియా కానీ క్రైస్తవ జీవితాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఆత్మీయ జీవితం గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు మీరు ఎలాంటి నవీన స్వభావాన్ని కలిగి ఉండాలంటే ఎవడైనా మీకు హాని చేశాడని మీకు కనిపిస్తే ఏం చేయాలంట సహించుకోవాలి సహించుకొని వాణ్ణి క్షమించాలి హలలుయా ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవము కానీ చాలామంది క్రైస్తవులు ఈనాడ అటువంటి లక్షణాలు కనబడట్లేదు ఎవరైనా మనకు బాధ కల్పిస్తే ఎవరైనా మనకు హాని చేస్తాడనిపిస్తే దానిని మనసులో పెట్టుకొని ఏదో ఒక టైంలో ప్రతీకారం చూపించాలని ఆలోచన చేసే రకాలుగా మనం మారుతూ ఉన్నాం హలలియా కానీ దేవుడు అందులో ఇష్టపడట్లేదు దేవుడు అటువంటి స్వభావం మనలో ఇష్టపడట్లేదు మన మాట ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఇతరుల వల్ల మనకి ఇబ్బంది కలిగినప్పుడు వానిని క్షమించే ఆ స్వభావ లక్షణాన్ని అలవర్చు అల అలవాటు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఆశిస్తున్నాడు హలలుయ అది పౌలు చెప్తున్న ఒక క్రైస్తవ అనుభవము అది పైనున్న వాటిని ఎతకడం అంటే ఒక వ్యక్తిని క్షమించాలంటే అది అంత త్వరగా మన మనసు ఒప్పదు కదా ఎవరైనా మనకు హాని చేస్తే ఎవరైనా మనల్ని బూతులు తిడితే ఎవరైనా మనకి మన మనసుని మనసు విరిగేలాంటి క్రియలు ఎవరైనా చేస్తే అంత త్వరగా మనకి క్షమించాలన్నటువంటి మనస్తత్వం కనబడదు అటువంటి హృదయం మనకు రాదు కానీ పౌలు అంటున్నాడు నువ్వు అటువంటి హృదయాన్నే కలిగి ఉండాలి నువ్వు అటువంటి నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి అదే నీ క్రైస్తవ జీవితము అదే ఒక ఆత్మీయుని నవీన స్వభావం అని అక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నాడు కిందకు చదువుదాం ఇప్పుడు పద్నాలుగు వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ఏం చేయాలంట ప్రేమను ధరించుకోవాలి ఇప్పుడు నవీన స్వభావం గురించి మాట్లాడుతూ జాలిగల మనసు కలిగి ఉండాలి ఇంకేంటి వినయము కలిగి ఉండాలి దయాళత్వం కలిగి ఉండాలి సాత్వికము దీర్ఘశాంతము ఇవన్నిటినీ ఒక నవీన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ధరించుకోవాలని పౌలు మాట్లాడుతున్నాడు అయితే ఇవన్నీ పరిపూర్ణతలోనికి తీర్చబడాలి అంటే నూరు శాతం పర్ఫెక్షన్ రావాలి అంటే వీటన్నిటి పైన ఒకటి ఉంది దానిని నువ్వు ధరించుకోవాలి అదేంటంట ప్రేమ ఐ మీన్ మరోసారి చదువుదాం పద్నాలుగో వచ్చిన వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి హలలుయ నవీన స్వభావం కలిగినటువంటి వారు ధరించుకోవాల్సిన అనేక విషయాలు చెప్పి అసలు ఈ వీటన్నిటికంటే ఉన్నతమైనది ఇంకోటి ఉంది వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉంది ఆ ప్రేమను మిమ్మల్ని మీరు ధరించుకున్నట్లయితే మీరు పరిపూర్ణతకు ఏం చేస్తారు తీర్చబడతారు హలలుయా దేవుడు ప్రేమించే విషయంలో పరిపూర్ణుడై ఉన్నాడు యేసు ప్రభు వారు ప్రేమించే విషయంలో పరిపూర్ణుడై ఉన్నారు అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇతరులను ప్రేమించే విషయంలో దేవునిని ప్రేమించే విషయంలో ఎలాగుండాలంటే పరిపూర్ణులుగా ఉండాలని అపోస్తులైన పౌలు భక్తుడు అక్కడ ఆ మాటల్లో మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు హలలుయా ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటిది గడిచిన వారం నేను గృహ కొడుకులో మాట్లాడుతూ మాట్లాడాను మన జీవితంలో మూడే మూడు విషయాలు నిలిచి ఉంటాయి విశ్వాసము నిరీక్షణ ప్రేమ అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమయే ఒక ఆత్మీయుడు అధికమైనటువంటి స్థానం ఇవ్వాల్సింది ప్రేమకే ఒక పరిశుద్ధుడు అధికమైనటువంటి దృష్టిని ఇతరుల పట్ల పెట్టవలసింది దేనికంటే ప్రేమకే ఆ ప్రేమే మన జీవితంలో ఉన్నట్లయితే ఇతరులతో ఈర్ష్యలు ఇతరులతో పగలు విద్వేషాలు ఏమి మన జీవితంలో ఏం చేయవంటే చోటు చేసుకో హలలుయా అక్కడ ఆ గృహ కొడుకులు మాట్లాడితే నేను మాట్లాడాను ప్రేమ ఇతరుల ఎడల మనము ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ మన పరిస్థితుల్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది ఈవెన్ మన చరిత్రనే మన మారుస్తుంది ప్రేమ అక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పాను ఆ రోజు మోషే వంటి ఒక గొప్ప నాయకుడు ఇజ్రాయేలీలకి పుట్టడానికి కారణం ఏంటో తెలుసా చదువుదాం ఒకసారి నరకమకాండము రెండవ అధ్యాయము ఆరవ వచనం మోషే మోషే పిల్లవాడుగా ఉండగా పరిస్థితులను బట్టి అక్కడున్న సాహచర్యాన్ని బట్టి తన తల్లిదండ్రులు తన కుటుంబీకులు మోషేని ఏం చేస్తారంటే నైలు నదిలోనికి విడిచిపెట్టేస్తే ఏ దిక్కు లేనటువంటి పరిస్థితిలో దేవుడు ఒక స్త్రీని ఎన్నుకుంటాడు చదువుదాం ఆ స్త్రీ ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ స్త్రీకి ఏం పుట్టిందంటే పిల్లవాడి పట్ల కనికరం పుట్టింది ఒక రకమైనటువంటి ప్రేమ ఆమె హృదయంలో దేవుడు పుట్టించాడు హలలియా ఆ రోజు ఆ స్త్రీకి ఆ బిడ్డ జీవితంలో పుట్టించిన ప్రేమ ఇస్రాయేలీల చరిత్రనే మార్చగలిగింది ఆమె ఈ రోజున మనము మన జీవితంలో చూపించే ప్రేమ ఇతరుల పట్ల కలిగి ఉండే ప్రేమ మన జీవితాన్నే మారుస్తుంది హలలియ మన సంఘాన్నే మారుస్తుంది హలలియ మన సమాజానికి కూడా మార్చగలిగేది ఏదైనా ఉంది అంటే అది ప్రేమకు ఒకటే సాధ్యం హలలియ మదర్ తెరీసా వంటి గొప్ప గొప్ప అంత పెద్ద వృద్ధాప్యంలో ఉంటుండే ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చిందంటే కారణము మన పట్ల ఉన్న ఆమె చూపించిన ప్రేమ ఎంతోమంది మిషనరీలు ఉన్నారు ఈరోజు చెప్పాలంటే ఈరోజు మన దేశం ఆశీర్వదింపబడిందంటే కారణము వారు మన ఎడలో చూపించుంటుంటి దయ వారు మన ఎడలో చూపించుంటుంటి ప్రేమ హలలిగా వారు వారు వారి హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమను మనతో పంచుకున్నారు గనక అన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మనము దేవుని వాక్యం పట్టుకుని నిలబడగలుగుతున్నాం హలలియ ఈ రోజున అదే క్రీస్తు ప్రేమను మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే అదే క్రీస్తు ప్రేమను మన జీవితంలో మనము ఉన్నట్లయితే మన చరిత్రనే మారుస్తుంది మన సంఘ చరిత్రనే మారుస్తుంది మన సమాజాన్ని మార్చగలిగినటువంటి శక్తి గలది మన ప్రేమ హలలియ అదే మన మనలో ఉంచిన క్రీస్తు ప్రేమ హలలియా నా మాటలు నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను తోలు భక్తుడు అంటున్నాడు మనము ప్రేమలో ప్రేమ పరిపూర్ణతకు అనుబంధమై ఉన్నది ఆ ప్రేమలో మనము ధరించుకోవాల్సిన వారమై ఉన్నాము హలలియా ప్రేమ మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది మన తండ్రి అయినటువంటి దేవుడు పరిపూర్ణుడు మనం ఆరాధించే క్రీస్తు పరిపూర్ణుడు ఈరోజు నువ్వు నేను పరిపూర్ణులుగా ఉండాలంటే ఆ పరిపూర్ణతలోనికి నడిపించే మొట్టమొదటి మెట్టు ప్రేమ ఆ ప్రేమ కలిగిన వారముగా మన జీవితాలను మనము దేవునికి సమర్పించినట్లయితే ఆ క్రీస్తు ప్రేమను మనలో మనము అవలంబించుకున్నట్లయితే క్రీస్తు ప్రేమను మనలో మనము అభివృద్ధి పరుచుకున్నట్లయితే ఆ నూరు శాతం పర్ఫెక్షన్లోనికి నువ్వు నేను నడిపించగలుగుతాం హలలుయా దేవుడు మన ఎడల అదే కోరుతూ ఉన్నాడు పర్ఫెక్షన్ ఆయన పర్ఫెక్ట్ గనక ఆయన పరిపూర్ణుడు గనక మనము ఎలా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఆశిస్తూ ఉన్నాడు అందులో మొట్టమొదటిగా మనము ప్రేమలో పరిపూర్ణులై ఉండాలి రెండవదిగా మంచి కార్యాలు చేసే విషయాల్లో మనం పరిపూర్ణులై ఉండాలి వచ్చేవారం ఇవన్నీ మాట్లాడతాను మూడవదిగా విధేయత విషయంలో మనం పరిపూర్ణులై ఉండాలి వచ్చే మాట్లాడతాను మొట్టమొదటి మెట్టు మనం పరిపూర్ణులుగా ఉండాలంటే మనం ప్రేమలో పరిపూర్ణులై ఉండాలి ఇతరుల పట్ల ఇతరుల పట్ల ఒకవేళ ఏదైనా విద్వేషమో ఏదైనటువంటి ఈర్ష్యలో అటువంటి పాత స్వభావాలు ఇంకను మన జీవితంలో ఉన్నట్లయితే ఒక్క క్షమాపణతో పోద్ది అనుకుంటే ఒకంత దాన్ని విడిచిపెడడానికి సిద్ధపడతారు అయిపోకటి వేళ నా మాటలు నేను ముగిస్తున్నాను అందరం ఒకరిద్దాం ఒకసారి మనం ప్రేమలో పరిపూర్ణులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు మన ఎడల మనిషికి మనిషికి మధ్య నేను ఆ గృహకుడిగిలో మాట్లాడుతూ చెప్పాను మనిషికి మనిషికి మధ్య అపవాది ఎన్నో రకాలైనటువంటి గోడలు కట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఎన్నో రకాలైనటువంటి గోడలు కట్టి మనల్ని అటు ఇటు వేరుపరచాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఈర్ష్యలు పగలు విద్వేషాలు అసూయలు దేవునికి అయిష్టమైనటువంటి పనులు వీటన్నిటి వల్ల అపవాది మనిషికి మనిషికి మధ్య ప్రేమ లేకుండా గోడలు కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ పగటి వేళ ఆ గోడని కూల్చే శక్తికి శక్తి మన ప్రేమకుంది ఈరోజు దేవుడు క్రీస్తు మనలో ఉంచిన ప్రేమకు అటువంటి గోడలను కూల్చే శక్తి ఆ క్రీస్తు ప్రేమకుంది పగటి వేళ ఈ పగటి వేళ మన హృదయాలను కింద సమర్పించుకుందాం అటువంటి గోడలు ఎవరెవరికన్నా మధ్య ఈ పగటి వేళ ఉందంటే ప్రభుబలలోనికి మనం సమీపించబోతున్నాం ఈ పగటి వేళ క్రీస్తు ప్రేమలో పరిపూర్ణులుగా ఉండాలని బౌలు భక్తుడు మన ఎడల ఆశపడుతున్నాడు ఈ పగటి వేళ క్రీస్తు ప్రేమ మనల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉంది సమర్పిద్దాం దేవునికి స్వరం అయితే దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం ఒకంత